గుర్రాల రామకృష్ణ అనే అతను అతని యాదగిరి యాదాద్రి జిల్లా అతను అతనికి ఇక్కడ ఒక ఎకరం భూమి ఉంది వాళ్ళ భార్య పేరు మీద ఒక ఎకరం భూమి ఉంది రెండు కలిపి రెండు ఎకరాల భూమి ఉంది అతనికి నరమేటలో అతను ఆ భూమిని అమ్మదాల్చుకున్నాడు అతను బోడా నరేందర్ను వాళ్ళ బావ అయిన వేలుపుల వెంకటేష్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు అగ్రిమెంట్ ప్రకారం ఎకరం పదహారు లక్షలు చెప్పున రెండు ఎకరాలు ముప్పై రెండు లక్షల చిల్లరకి పొంద అమ్ముదాం అనుకున్నాడు ఈ నరేంద్ర రామకృష్ణ రామకృష్ణ అమ్ముదాం అనుకుని మూడు లక్షల యాభై వేల రూపాయలు అతను అడ్వాన్స్ తీసుకున్నాడు దానికి ఒక అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు రాసుకున్న తర్వాత మూడు నెలల లోపల మళ్ళీ తొంభై రోజుల లోపల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ అతను భూమి కొలుద్దాం అనుకుని పోతే మిర్చి పంట ఉన్నది కాబట్టి కంప్లైంట్ ఆగమని చెప్పి అన్నాడు లేదా నువ్వు భూమి వేరే వాళ్ళకి అమ్ముకున్నావు అందుకే నన్ను ఆపుతున్నావు అని చెప్పి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్ఐ గారు పిలిపించారు నువ్వు ఇట్లా వేరే వాళ్ళకి అమ్ముకున్నావు నాకు కూడా తెలిసింది కాబట్టి నువ్వు ఇతనికి మూడు లక్షల యాభై వేలు ప్లస్ ఇంకొక మూడు లక్షల యాభై వేలు మొత్తం ఏడు లక్షలు ఇవ్వాలని చెప్పి అన్నాడు అట్లా ఇవ్వలేను సార్ ఇంకా తొంభై రోజులు కాలేదు కాబట్టి నేను అంత ఇవ్వలేను అని చెప్పంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎస్ఏ గారు అంటే అతన్ని కూర్చోబెట్టారు ఇక్కడ కూర్చోబెట్టి లాస్ట్కి అతని కంప్లైంట్ సరే ఒక డెబ్బై వేలు ఇస్తా సార్ అని చెప్పి అన్నారు డెబ్బై వేలు ఒప్పుకున్నారు తర్వాత ఈ సివిల్ పంచాయతీ నేను చేసినాను కాబట్టి నాకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు లంచం కావాలని అడిగారు అతను ఒప్పుకోలేదు కానీ అతను ఇస్తే కానీ పంపనంటే సరే ఒప్పుకున్నాడు అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక మనకి ఏసీబీకి అప్రోచ్ అయితే మనం ఇవాళ అతను ఇరవై ఐదు వేలు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా ఎస్ఏ గారిని పట్టుకోవడం జరిగింది నా పేరు గురాల రామకృష్ణ మాది యాదాద్రి భూమి డిస్టిక్ నాకు రెండు ఎకరాల భూమి ఉంది వారి పేరు మీద ఎకరం నా పేరు మీద ఎకరం ఆగస్టులో కొనుక్కున్నాము అది వెలుపల వెంకటేష్ అతనికి అగ్రిమెంట్ మూడు లక్షల యాభై తీసుకున్నాను మేము భయానికి అతను టైంకి మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కడీలు నాటలేక వాడికి పచ్చిమిర్చి చేసిన దాంట్లో కొద్దిగా కడీలు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఒక రెండు నెలల తర్వాత కాల్ చేశారు రెండు నెలల తర్వాత కాల్ చేస్తే మూడు లక్షల యాభై నాకు రెండు ఎకరాల భూమి వారి పేరు ఎకరం నా పేరు మీద ఎకరం అడ్రస్లో పొందుతున్నాము అది వెలుపుల వెంకటేష్ అతనికి అగ్రిమెంట్ మూడు లక్షల యాభై తీసుకున్నాను బయాలి అతను టైంకి మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కడిలు నాటలేక వాళ్ళకి పచ్చిమిర్చి తీసుకున్న దాంట్లో కొద్దిగా కడీలు నాటలేకపోతున్నాడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఒక రెండు నెలల తర్వాత కాల్ చేశారు రెండు నెలల తర్వాత కాల్ చేస్తే మూడు లక్షల యాభై మీ డబ్బులు మీకు ఇస్తారండి తీసుకపోమని చెప్పారు అది లేదు మూడు లక్షల యాభై వేలకి మూడు లక్షల యాభై వేలు డబుల్ అమౌంట్ ఇస్తేనే మేము తీసుకుంటాం లేదంటే నేను అంత ఇవ్వలే అని చెప్పి ఒక ఇరవై వేలు కానీ ఎక్కువ వాళ్ళతో అంతకంటే ఎక్కువ లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి వాళ్ళు ఒక గొడవ కూడా జరిగింది జనగాంలో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నర్మేట పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసిరండి నాకు ఇరవై ఆరో తారీఖు ఎస్ఐ గారికి కాల్ చేశారు నేను అందుబాటులో లేదు సార్ నేను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను ఈ మూడో మెసేజ్ ఇరవై తారీఖు ఎస్ఐ గారు చేసాను స్టేషన్లో నరేంద్ర తర్వాత వచ్చేసి ఇరవై తొమ్మిది తారీఖు నేను స్టేషన్కి వచ్చిన నాకు one hour two hour wait చేయ వెయిట్ చేయమంటే వెయిట్ చేసిన తర్వాత వాళ్ళని పిలిపించాడు పిలిపించిన తర్వాత ఎస్ఐ గారు చాంబర్లోనే ఒక గంట సేపు మీటింగ్ పెట్టి నేనంటే సార్ నా వల్ల కాస్తారు అంత ఇవ్వలేదంటే ఇవ్వాలి లేదంటే నేనే చీటింగ్ కేసు పెట్టాను